Hello everyone, this you Shiv Krish hope everyone doing good welcome to my channel my channel. Emotional contagion అంటే మన చుట్టూ ఉండే వాళ్ళని బట్టి మన మెంటల్ స్టేట్ ఉంటుంది మన మూడ్ డిపెండ్ అయి ఉంటుంది అంటారు చాలామంది అంటే మీరు చాలాసార్లు విని ఉంటారు అరే నేను చూస్తే నా కోపం వస్తుంది నువ్వు నా పక్కన ఉండకు నాకేదో ఒక డిప్రెషన్ వస్తుంది నేను హ్యాపీగా ఉండలేకపోతున్నాను ఇట్లాంటివి చెప్తుంటారు యాక్చువల్గా ఇది ఒక సైన్స్ ఎమోషనల్ కంటేజన్ అనేది it is known as passing on the feelings or emotions from one person to another వాళ్ళు మాట్లాడక్కర్లేదు జస్ట్ వాళ్ళని చూసే నీరసం వస్తుంది వాళ్ళ ఫిజికల్ ప్రెజెన్స్ మాత్రమే ఒక type of I don't know whether the it's right to call it or or if it create some kind of depressive environment or atmosphere actually atmosphere is right word అని చెప్పొచ్చు they don't need to talk or don't need to converse with you but still వాళ్ళ అపియరెన్స్ వల్లే ఒక ఎమోషన్ అది పాస్ చేస్తారు మీకు వాళ్ళ లైఫ్లో జరిగే ఇన్సిడెంట్స్ని వాళ్ళ మైండ్ స్టేట్ని they will pass on to you this is known as emotional contagion ప్రతి ఒక్కరు లైఫ్లో ఉంటారు మీరు డెఫినెట్గా if you look back definitely కొన్ని పర్సన్స్ మాత్రం అలా మిగిలిపోతారు వాళ్ళు అనుకుంటేనే ఒక టైప్ ఆఫ్ ఫీలింగ్ వస్తుంది be it sad or happy or angry or frustrated any kind of emotion so మన మెంటల్ హెల్త్ మన మైండ్ స్టేట్ బాగుండాలంటే మన చుట్టూ ఉండే వాళ్ళ మీద కూడా ఆధారపడి ఉంటుంది బయట మనం కంట్రోల్ చేయడం అనుకోండి if it's on the outside of our house or something మన ఇంట్లో మన పరిధిలో మాత్రము మన మన చుట్టూ ఉండే వాళ్ళు ఎంత హ్యాపీగా ఎంత నవ్వుతూ ఉంటే మన మెంటల్ హెల్త్కి అంత మంచిది మన మైండ్ స్టేట్కి అంత మంచిది so always surround yourself with people who want to see you high and you want to see you happy and smiling who want you to come up in life and avoid such people who try to pass their emotions to you ఇప్పుడు చెప్పినట్టు ఎమోషనల్ కంటేజియన్ వాళ్ళ లైఫ్లో జరిగే ఇన్సిడెంట్స్ ఈవెంట్స్కి మీరు బాధ్యులు కాదు you don't need to carry the baggage of them అది వాళ్ళ responsibility so create a world where you'd be surrounded by good people as I said it's not possible always to avoid such people but make sure your world is beautiful so thank you for listening and keep smiling